ఎహెస్గేల గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం ఆరో వచ్చిన మనం చదువుతున్నాం దానిలో ఒక మాట చదవండి తిరుగుబాటు చేయు ఇస్రాయలీలకు ఈ మాట ప్రకటింపు తిరుగుబాటు చేయు ఇస్రాయేలునకు ఈ మాటను ప్రకటింపుము ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలీలారా ఆ ఇది వరకు మీరు చేసిన హేయక్రియలన్నీ చాలును ఆ మాట ఏం చేసుకోండి ఇస్రాయేలీలారా ఇది వరకు మీరు చేసిన హేయమైన క్రియలన్నీ చాలు క్రియలన్నీ చాలు దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు ఇక చాలు ఎంతవరకు మీరు చేసిన హేయ క్రియలు డిటాస్టబుల్ థింగ్స్ అన్నాడు ఇంగ్లీష్లో దట్స్ ఆ జీవితం చాలు ఇక దేవుడికి వ్యతిరేకంగా తిరిగిన ఆ ప్రాంతం చాలు దేవునికి వ్యతిరేకంగా తలంచిన తలంపులు చాలు ఎవరికైనా అన్యాయం చేయాలని లేదా మోసం చేయాలని ఆలోచన చేస్తున్న ఆలోచనలు చాలు ప్రభువు నేను ఆశిస్తుంది ఒక నూతన జీవితం ఆయన వైపు నువ్వు తిరగడం ద్వారా కొరింతలకు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచ్చిన బైబిల్ సెలవిస్తూ ఉంది కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి ఎందుకు ఆ మాట వాడారు క్రీస్తు ప్రభువులో ఉన్నవారు నూతన సృష్టి అని బైబిల్లో ఎందుకు రాయబడింది అనగా యేసు క్రీస్తు ప్రభు మన గత జీవితాన్ని కడిగి మన పాత రోత జీవితాన్ని కడిగి మనకి ఎలాంటి జీవితాన్ని ఇస్తాడు ఆయన పవిత్రమైన జీవితాన్ని ఆయన ఇస్తారు హే కృత్యములను మానండి ఇక చాలు ఆ జీవితం మీకంటూ ఒక మహోన్నతమైన జీవితం ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను ఆ జీవితాన్ని మీరు తీసుకుంటారా ఆ జీవితాన్ని కలిగి ఉంటారా అగస్టీన్ గురించి ఆ సందర్భంలో మనం వింటున్నాం సెయింట్ అగస్టీన్ తల్లి మోనిక కుమారుడి రక్షణ కొరకు చాలా ప్రార్థన చేసింది నా కుమారుడు రక్షణ పొందాలి యవన కాలంలోనే ప్రభు ప్రేమను తెలుసుకోవాలి దేవుని చేతిలో వాడబడాలని ఆశించిన ఆ మోనిక అగస్టిన్ కొరకు చాలా అద్భుతంగా ప్రార్థన చేసేది కానీ దేవుని మహాకృపను బట్టి కొంతకాలానికి అగస్టిన్ ప్రభువుని అంగీకరించిన తర్వాత అతనికి ఒక అక్రమ సంబంధం ఉండేది అక్రమ సంబంధంలో జీవిస్తుండేవాడు కానీ మారు మనసు పొందిన తర్వాత రక్షణ పొందిన తర్వాత ఆ సంబంధాన్ని విడిచిపెట్టాడు విడిచిపెట్టి దేవుని చూడడం ప్రారంభించాడు అవతల వైపున ఆమె చాలా విలవిల్లాడిపోతుంది ఏంటి అగస్టిన్ నా దగ్గర రావట్లేదు అనుకుంది ఒక రోజున అనుకోని పరిస్థితుల్లో ఆ రోడ్డు మీద వెళ్లాల్సి వచ్చింది అగస్టిన్ వెళ్తుంటే దగ్గరికి వచ్చి అడిగిందట అగస్టీన్ నీవు నన్ను మర్చిపోయావా అంటే అగస్టిన్ మంచి మాట చెప్తాడు చాలా జాగ్రత్తనండి నువ్వు నువ్వే కానీ నేను నేను కాదు అన్నాడట ఆమెకు ఒక విషయం ఒక నిమిషం ఆ మాట అర్థం కాల నీవు నీవుగానే ఉన్నావు కానీ నేను నేనుగా లేను నేను మార్పు చెందను మారు మనసు పొందిన వ్యక్తిని ఎంత చక్కని సాక్షి అని చెప్పాడు ఆలోచించా నువ్వు మారావా నీ క్రియలు మారినయా ఇస్రాయిల్లారా వినండి మీ హేయమైన కార్యములను మాని ఇక చాలు ఆ కార్యములు చేసిన సమయం అయిపోయింది దేవుని వైపు తిరగాల్సిన సమయం వచ్చింది నీ జీవితం ప్రభు చేతిలో పెట్టగలిగితే ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకొచ్చి ప్రభు చేతిలో పెట్టినప్పుడు దేవుడు వాటిని ఎంత అద్భుతంగా ఆశీర్వదించి వాడుకున్నాడో నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టావు ఒక దావీజునుడు అన్నాడు God takes every broken piece and makes it so beautiful అనే మాట దేవుడట పగిలిపోయిన ఆ ఆ వస్తువులన్నింటినీ కూడా ఆయన దగ్గరికి లాక్కుని వాటిని మరలా అందమైన వస్తువులుగా రూపుదిద్దగల సామర్థ్యం కలిగిన వాడు గట్టిగా చెప్పళ్ళు కొట్టి ప్రభునామయం పరచండి పగిలిపోయిన జీవితాలను నశించిపోయిన వారిని దేవుడు తన వైపు ఆకర్షించి వారిని మళ్ళా ప్రయోజనకరమైన వ్యక్తులుగా దేవుడు మారుస్తున్నాడు ఈ రోజున జాన్ వెస్లీ ప్రపంచానికి ప్రయోజనకరంగా ఉన్నాడు అంటే అది నా గొప్పతనం కాదు నా చదువు కాదు లేకపోతే ఏదో బ్యాక్గ్రౌండ్ కాదు కేవలం దేవుడు నలిగిన నా జీవితాన్ని ఆయన తన వైపు తీసుకుని ఆకర్షించుకుని ఆయన చక్కని పాత్రగా దేవుడు మార్చాడు కనుక అనువైన పాత్రగా దేవుడిని మార్చాడు కనుక ప్రపంచానికి బ్రోకెన్ పీసెస్ అక్కర్లేదు కానీ దేవునికి బ్రోకెన్ పీసెస్ అవసరం వాటిని తీసుకుని ఆయన మంచి పాత్రలుగానే మారుస్తాడు are you broken this morning నీ జీవితంలో నీవు కూడా నలిగిపోయి ఉన్నావా పగిలిపోయిన జీవితంలో ఉన్నావా నీ కలలన్నీ చెదిరిపోయాయా come and submit your life to God ఇచ్చే నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టాయి ప్రభు నిన్ను వాడుకోవడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు చాలును హేయమైన కార్యాలు ఇంతవరకు జరిగించారు ఇక చాలును అనే మాట బైబిల్ మాట్లాడుతుంది దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకను ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే nine triple zero triple three triple seven అనే నెంబరుకు గూగుల్ పే ఫోన్పే ద్వారా మీ కానుకలను ప్రోత్సాహాన్ని పంపించండి లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి